తమిళనాడు తంజావూరులోని కోడియమ్మాన్ ఆలయం సమీపంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది బైక్పై వెళుతున్న ఓ జంట ప్రమాదానికి గురై కింద పడిపోయినప్పటికీ ఎదురుగా వస్తున్న బస్ డ్రైవర్ అప్రమత్తతో ప్రాణాలతో బయటపడ్డారు కొడియమ్మాన్ ఆలయం సమీపంలో భార్యాభర్తలిద్దరూ బైక్పై ప్రయాణిస్తూ ఉండగా వాహనం అకస్మాత్తుగా స్కిడ్ అయింది అదే సమయంలో ఓ ప్రైవేటు బస్సు వేరే మార్గంలో వెళ్లేందుకు దిశను మార్చుకుంటోంది ఈ క్రమంలో బైక్ ఒక్కసారిగా బస్సు కిందకు దూసుకెళ్లింది బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండి సడన్ బ్రేక్ వేయడం వల్ల ప్రమాదం తప్పింది భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు తమిళనాడుకు చెందిన ప్రైవేటు బస్సు తంజావూరు నుంచి చిదంబరం వెళుతుండగా ఈ ఘటన జరిగింది